కలిసే ఉందామనుకున్న కలలను కంటూ కూర్చున్న నిజమయ్యే క్షణం ఎదురయ్యేసరికి ఇంతగా మారాలా నీలోనే జీవిస్తున్నా నీతో జీవితం అనుకున్నా బదులుగా మిగిలిన బాధల భారం మోస్తూ బతకాల నేనే చేశాను నేనేం చేశాను తప్పేం చేశాను